చాలామంది రాష్ట్ర నాయకులు కూడా వచ్చి సభని పాల్గొని దాన్ని విజయవంతం చేసినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మునుగోడు ప్రజల యొక్క మనసును కూడా కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా వాళ్ళు కల్లారా చూసినారు వాళ్ళు ప్రసంగించేటప్పుడు వచ్చిన స్పందన కూడా చూసినారు వాళ్ళు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మునుగోడులో లేదు అనేది ఒకప్పటి మాట కానీ ఈరోజు మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తప్పక విజయం సాధిస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఈ మీటింగ్ తర్వాత ఎందుకంటే ఈ మీటింగ్ మేము ఒక రోజు ముందు అనుకున్నాం బన్సర్ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తుంటే నియోజకవర్గంలో